hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates TDP Janasena పొత్తు అంత ఈజీ కాదు అసలు చిక్కులు ఇవే రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు అంత ఈజీగా కనపడడం లేదు పొత్తు పెట్టుకోవడం రెండు పార్టీలకు అత్యవసరమనే విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పవన్ ఇద్దరూ పదే పదే చెబుతున్నారు ఇద్దరికీ పొత్తు అవసరం ఉన్నప్పుడు సీట్లు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి అది సాధ్యమేనా వచ్చే ఎన్నికలలో పవన్ అడిగినన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా తమతో పొత్తు పెట్టుకోవాలంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే అని పవన్ చాలాసార్లు చెప్పారే కానీ ఎన్ని సీట్లు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేదు ఇక్కడ సమస్య ఏంటంటే జనసేన ఏ జిల్లాల్లో అయితే ఎక్కువగా పోటీ చేయాలని అనుకుంటోందో ఆ జిల్లాలపైనే టీడీపీ కూడా ఆశలు పెట్టుకుంది జనసేన దృష్టంతా ఎక్కువగా ఉభయ గోదావరి విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాలపైనే ఉంది ఈ జిల్లాల్లోనే పోయిన ఎన్నికలలో చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి ఇదే సమయంలో టీడీపీకి కూడా ఆయా జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్పై జిల్లాల్లో అంత ఈజీగా లెక్కలు తేలవు ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడతాయి పవన్ లెక్క ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఓటు బ్యాంకు ముప్పై ఆరు శాతం ఉంది ఇక కృష్ణా గుంటూరు విశాఖలో ఇరవై ఆరు శాతం ఉందట దీనికి ఆధారాలు ఏమీ లేవు ఏదో సర్వేలు చేయించుకుంటున్నట్లున్నారు అందుకనే ఆ లెక్కలు చెబుతున్నారు తమకు బలం పెరిగింది కాబట్టి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని పవన్ అడుగుతున్నారు మరి టీడీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై ఆరు శాతం చొప్పున ఓట్లొచ్చాయి రాజధాని జిల్లాల్లో నలభై ఒక్క శాతం చొప్పున ఓట్లొచ్చాయి విశాఖ జిల్లాలో ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి జనసేనకు ఇప్పుడు ఓటు బ్యాంక్ పెరిగిందని చెబుతున్న శాతాలన్నీ టీడీపీకి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చేశాయి కాబట్టి ఆ నాలుగు జిల్లాల్లో టీడీపీతో సమానంగా జనసేనకు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరిస్తారా అన్నదే సమస్య ఇస్తే ఒక సమస్య ఇవ్వకపోతే ఇంకో సమస్య మరి ఈ సమస్యను ఇద్దరూ పరిష్కరించుకుంటారో లేదో చూడాల్సిందే